ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటి మీదికి బండ మీద కట్టబడినటువంటి ఇంటి మీదికి కూడా వాన కురుస్తుంది వరదలు వస్తాయి గాలి విసిరి కొడుతుంది దేవా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసావు కాబట్టే నేను చర్చకొస్తాను వస్తాను ఈరోజు కూడా అందుకే చర్చకొచ్చాను మీకు తెలుసు కదా దేవా ఈరోజంతా నేను నా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఫోన్ వాడుతూ నాకు సమయం సరిపోలేదు కానీ రేపు నాకు ఎగ్జామ్ ఉంది నువ్వే అద్భుత కార్యం చేసి నన్ను ఎలా అయినా పాస్ చేయాలి ఆమెన్ ఎహోవాయే జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చాను ప్రభువా బాగా చదవడానికి సహాయం చేసినందుకు మీకు వందనములు ఎగ్జామ్ బాగా రాయడానికి చదివింది జ్ఞాపకం ఉంచుకుంటకు నాకు మీ జ్ఞాపక శక్తిని ఇవ్వండి ఆమెన్ ఏం బాను ఎట్లా రాసా నాకేం జరగదు నేను ఎట్లా రాసినా దేవుని అద్భుతంగా పాస్ చేస్తాడు నువ్వు దేవుని దయ వల్ల నేను బాగా రాశా ఓ మరి బాను బాను పాస్ బాను నువ్వు పాస్ ఎస్ ఎస్ పాస్ దేవుడు అద్భుతం చేస్తాడు శరత్ కంగ్రాచులేషన్స్ దేవా నేను చదవకపోయినా నన్ను పాస్ చేసావు ఫ్రెండ్స్తో తిరుగుతున్న చెడు అలవాట్లలో ఉన్న మీరు నాకు సహాయం చేశారు అడుగుడి మీకు ఇవ్వమను అని మీరు చెప్పారు తండ్రి రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు రేపైతే నాకు జాబ్ రావాలి అంతే ఆమెన్ ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన మనం ఏది అడిగినను ఆయన మన దేవా ఎగ్జామ్ పాస్ అవ్వడానికి చేసినందుకు వందనములు రేపు జాబ్ ఇంటర్వ్యూ ఉంది మీ చిత్తమైతే నాకు ఈ జాబ్ ఇవ్వండి మీ చిత్తం కాకపోతే నాకు ఈ జాబ్ వద్దు మీ చిత్తమే నా జీవితంలో నెరవేరను గాక amen tell me Banu you are selected. Tell me, Sarath. You are rejected. Ah, Naveen, Bhargav, నాకు జాబ్ వచ్చింది party man party man let's have party cheers cheers daily పండగ మామా మామ అవునురా మామ చేస్ ఏ నువ్వు చేసుకోవటవారా ఏయ్ ఈ శాలరీ నాది ఇది నాది ఇది నీది బాను యాక్సిడెంట్ ఎలా అయింది అవును ఆ రోజు జాబ్ వచ్చిందని ఆనందంతో బైక్లో వెళ్తూనే నేను టర్నింగ్ దగ్గర స్కిట్ అయ్యి యాక్సిడెంట్ అయిందా ఏదైనా నేను దేవుడిని మరణా నుంచి కాపాడినానులే బాను ఏం చేశాను దేవుడిని మోసం చేశాను ఎగ్జామ్ రాసా పాస్ అయ్యా కానీ ఏం లాభం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యా కానీ ఏం లాభం ఆఫీస్ నుండి కాల్ వచ్చింది ఈ యాక్సిడెంట్ వల్ల జాయిన్ అవ్వలేకపోయా కాబట్టి జాబ్ కూడా పోయింది ఇంకా చర్చ్కి వచ్చి ప్రే చేసుకోవాలని కూడా లేదు నోవా దేవుడి పైన నమ్మకం పోయింది అలా అనకు బాను అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం కాదు ప్రతిరోజు బైబుల్ చదవాలి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి ప్రతిరోజు వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి దేవుని ప్రణాళిక నీకు అర్థం కావాలంటే మందిరానికి వెళ్ళాలి నాతో పాటు రాబాను నేను తీసుకువెళ్తాను ఒకవేళ అద్భుతము కొరకు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చావేమో ఆశ్చర్య కార్యము కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చావేమో దేవుడు నన్ను స్వస్థపరచాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చావేమో మంచిదే తప్పకుండా ఆయన నీ జీవితములో వాటిని చేయగలడు మతైసు వార్త ఏడవ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు తన యొద్దకు వచ్చినటువంటి వారి ఆత్మీయ జీవిత నిర్మాణం అన్నటువంటిది ఎలా ఉండాలో తెలియజేస్తూ ఉన్నారు యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు నా మాటలను విని వాటి చొప్పున చేసేటువంటి వాడు బండ మీద తన ఇల్లును నిర్మించుకొంటాడు వారు బుద్ధిమంతుని పోలి ఉంటారని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు రెండవ నిర్మాణమును గురించి కట్టడమును గురించి యేసు ప్రభువులు వారు అంటున్నారు నా మాటలు వింటారు కానీ ఆ మాటల ప్రకారము వారు జీవించకపోతే ఇసుక మీద తమ ఇల్లు కట్టుకొనినటువంటి బుద్ధిహీనులను పోలి ఉంచారు మనము ఒక ఇంటిని నిర్మించాలంటే మనకు ఇసుక కావాలా వద్దా ఇసుక కావాలి ఇల్లు కట్టాలంటే ఈ యొక్క ఇసుక దేవుడు మన జీవితంలో చేసేటువంటి అద్భుతములకు ఆశ్చర్య కార్యములకు స్వస్థతలకు సాదృశ్యంగా ఉంది తప్పకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి నీ జీవితంలో నీ ఆత్మీయ ఇంటి నిర్మాణములో అద్భుతాలు కావాలి ఆశ్చర్య కార్యములు జరగాలి దేవుడు నిన్ను స్వస్థపరచాలి ఇవన్నీ అవసరమే అయితే ఒకవేళ ఆ ఇసుక మీదనే ఆ అద్భుతముల మీదనే ఆ ఆశ్చర్య కార్యముల మీదనే ఆ యొక్క స్వస్థతల మీదనే నీ ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుంటే నీ ఇంటి మీదికి వాన కురుస్తుంది వరదలు వస్తాయి గాలి విసిరి కొడుతుంది కనుక ఆ నిర్మాణము కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకే యేసు ప్రభులు వారు అంటున్నారు పంట మీద కట్టుకోండి నా మాటల మీద మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోండి మీ జీవితంలో ఎలాంటి సమస్యలను మీరు ఎదుర్కొన్నా ఎలాంటి బలమైనటువంటి వాన మీ ఇంటి మీద కురిసిన ఎలాంటి శ్రమల లాంటి వరదలు వచ్చి మీ ఇంటిని తాకినా ఎలాంటి బలమైనటువంటి గాలి వీచిన కష్ట నష్టములు మీ జీవితంలో ఎదుర్కొన్న ఇరుకులు ఇబ్బందుల గుండా మీరు వెళ్ళినా మీరు పడిపోరు చక్కగా నిలబడతారని సుప్రభులు వారు చెప్తూ ఉన్నారు కనుక మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేని మీద నిర్మించుకుంటూ ఉన్నాం ఇసుక మీదనా బండ మీదనా నీ ఆత్మీయ జీవితాన్ని ఇసుక మీద కాదు బండ మీద నిర్మించుకోవాలి బండ మీద నిర్మించుకున్న దేవుడు తప్పకుండా నీ ఇంటి నిర్మాణమునకు అవసరమైనటువంటి ఇసుకను దయచేస్తాడు కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు ప్రభువా ఇంతకాలం కేవలం అద్భుతాల నేసుకు మీదే నా ఆత్మీయ జీవితంను కట్టుకున్నాను అందుకే మధ్యలో నీ మీద నమ్మకం కోల్పోయాను ఇప్పటి నుండి వాక్యం అనే బండపైన నా ఆత్మీయ జీవితంను కట్టుకొని అన్ని పరిస్థితుల్లో మీ ఎందు నమ్మిక ఉంచుతాను మీ చిత్తమైన జాబ్ నాకు ఇవ్వండి ఆమెన్ కమీన్ ఏ శరత్ నువ్వేంటి ఇక్కడ దేవుని కృప వల్ల నాకు ఈ జాబ్ ఇచ్చాడు నీ జాబ్ ఎలా ఉంది లేదు సార్ ఆ జాబ్ పోయింది నాకు యాక్సిడెంట్ అయినప్పుడు చాలా డేస్ బెడ్లో ఉండినాను ఇంతకు ముందులాగా కేవలం ప్రార్థన పైన ఆధారపడే క్రైస్తవులా కాకుండా దేవుని వాక్యం పైన ఆధారపడే క్రైస్తవులా ఉండాలనుకున్నాను సార్ అవును బాను క్రైస్తవ జీవితం అంటే దేవుని వాక్య ప్రకారం జీవించడమే welcome to our company thank you so much చూశారు కదా భాను బైబిల్ చదవకుండా ప్రార్థించటం వలన ఇసుక మీద తన ఆత్మీయ జీవితంలో నిర్మించుకుని మధ్యలో దేవుని మీద నమ్మకం కోల్పోయాడు అయితే చివరికి దేవుని వాక్యం విని చదివి మారు మనసు పొంది బండ మీద అనగా దేవుని వాక్యానుసారంగా తన జీవితంను నిర్మించుకున్నాడు మరి శరత్ దేవుని వాక్యం చదివి వాక్యానుసారంగా ప్రార్థించాడు కనుక ఫస్ట్ టైం జాబ్ రాకపోయినా అనగా తన ఆత్మీయ ఇంటి మీదికి వర్షం కురిసినా వరదలు వచ్చినా గాలి విసిరి కొట్టినా దేవునిపై నమ్మకమును కోల్పోలేదు చివరికి అంతకన్నా మంచి జాబ్ను దేవుడు తనకిచ్చాడు మనమందరము ఆ విధంగా బండ మీద కట్టబడిన ఇంటి వాళ్ళే దేవుని వాక్యానుసారంగా జీవిద్దామా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి